hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates రామోజీని సపోర్ట్ చేసి అడ్డంగా బుక్ అయిన మెగా బ్రదర్ మార్గదర్శి అక్రమాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న రామోజీరావుకు మద్దతుగా ట్వీట్లు చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు రామోజీపై వ్యక్తిగత అభిమానం ఉండొచ్చని కానీ ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి చిట్ ఫండ్ వ్యాపారం చేయడాన్ని సమర్థించడంపై తప్పుపడుతున్నారు రామోజీకి సంబంధించి నాగబాబు చేసిన మూడు ట్వీట్లన్నింటినీ కలిపి ఏముందో తెలుసుకుందాం తెలుగు సినీ మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకువచ్చి వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ కళారంగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన పద్మ విభూషణ్ రామోజీరావు లక్షలాది మందికి ఆదర్శం ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారులకు వచ్చాక పుట్టుకురావడం విచారకరం ఏడు పదుల వయస్సు పైబడిన రామోజీరావును ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం రామోజీరావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం నాగబాబు అజ్ఞానాన్ని ప్రతిబింబించేలా ఈ ట్వీట్లు ఉన్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది రామోజీపై వైఎస్ఆర్ హయాంలో మార్గదర్శి అవకతవకల వ్యవహారాలు బయటకు వచ్చాయనే విషయాన్ని నాగబాబుకు తెలియకపోవడం ఆయన నిలబెత్తు అవివేకానికి నిదర్శనగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అలాగే మార్గదర్శిపై మొట్టమొదటిగా కర్ణాటకలో ఫిర్యాదు అందిన విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు రామోజీని నాగబాబు ఆదర్శంగా తీసుకుంటే అభ్యంతరం లేదని అలాగని అందరూ ఆయన్ను మహానుభావుడిగా చూసి నేరాలను కూడా విస్మరించాలని కోరుకోవడం ఏంటో అర్థం కావడం లేదని నెటిజన్లు తప్పుపడుతున్నారు నాగబాబు ట్వీట్లను చూసిన తర్వాత మీ బానిసత్వానికి సలాం నాగబాబు అనకుండా ఉండలేకపోతున్నామని నెటిజన్లు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ అంతా ఏమంటున్నారంటే మీ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పద్దెనిమిది సీట్లు వచ్చినప్పుడు జెండా పీకేద్దామని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టి వెక్కిరించాడు ఈ రామోజీ చిరంజీవి మా కమ్మ రక్తం ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని కండ కవరంతో ఒక కమ్మ ప్రముఖుడు మీ అన్నయ్యను హేళన చేశాడు అప్పుడు మీరు ఖండించినట్లు ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు రామోజీని వెనకేసుకు రావడానికి భయమా భక్త ఏది కారణమో క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాగబాబు అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు